hello everyone this is your Shiv Krish welcome to my channel hope ఎవరో నా డూయింగ్ గుడ్ పరిశీలన అంటే ఇంగ్లీష్లో అబ్జర్వేషన్ అంటారు అబ్జర్వేషన్ అంటే జస్ట్ ఒక దీని గురించి I mean it's not about shifting your focus completely to one thing observation అనేది జస్ట్ ఒక సైన్స్ ఆర్ ఇంకా ఏ రంగంలో ఒకటే పనిచేస్తుందని కాదు మనలో మనకు కూడా పనిచేస్తుంది అబ్జర్వేషన్ అనేది ఎందుకంటే ఈ అబ్జర్వేషన్ అనే టర్మ్ మనం ఫిజిక్స్లో సైన్స్లో ఎక్కువ వింటాము but it applies to human also ఎందుకంటే నేను చెప్తాను చూడండి చాలామంది నాకు సంతోషం లేదు లైఫ్లో నేను బాధ చాలా బాధపడుతున్నాను నాకు చాలా బాధలు ఎక్కువ ఉన్నాయి నాకు మానసి మానసిక శోభ ఎక్కువ ఉంది ఇట్లాంటివన్నీ చెప్తుంటారు సో దానివల్ల నా వాళ్ళు డాక్టర్లు కలవడము సైకాలజిస్ట్ అని సైకాట్రిస్ట్ అని ఇంకెవరెవరు ఉంటే అందరిని కలుస్తారు అన్ని వాడతారు ట్యాబ్లెట్లు అవి బట్ నేను ఒక సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తాను అదొకటి చెప్ అదొకటి చేయండి ట్రై చేయండి ఏం లేదు it's not like I'm training to run or achieve something just సింపుల్గా మీ ఫోను మీ ల్యాప్టాపు మీ చెత్త చెదారం టీవీ ఎంత పక్కన పడేసి ఒక సైలెంట్ క్వైట్ రూమ్కి వెళ్ళిపోయి డోర్లు మూసేసుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఐ మీన్ నైట్ పండుకునే వరకు మీకు వచ్చే ఆలోచనలు మీకు వచ్చే భావాలన్నీ ఒక నోట్బుక్ మీద రాయండి అప్పుడు మీకు అర్థమవుతుంది like how is your mind program how is your mind program to run each single day మీ బిలీఫ్స్ ఏంటి మీ థాట్స్ ఏంటి మీ థింకింగ్ ప్యాటర్న్ ఏంటని చెప్పి మొత్తం ఒక ఐడియా వస్తుంది మీరు ప్రతిదీ ఆ పేపర్ మీద పెట్టండి లైక్ ఈ టైంలో ఈ ఆలోచన వచ్చింది ఈ టైంలో ఇది వచ్చిందని చెప్పి no other distractions except the light and the table which your writing మిగతాన్ని ఆఫ్ చేసి పడేయండి చెప్పినట్టు నో డిజిటల్ డివైసెస్ చేసి అది ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి దాన్ని తరివి తీరా చూడండి ఒకసారి దాన్ని మీరు రాసిన ఆలోచనలు మీ భావాలన్నీ ఒక్కసారి చదవండి you will get a fair idea like where are you trying to go మీ పాత అనేది ఈజీగా తెలుస్తుంది ఎందువల్ల ఇది నాకు వస్తుందని ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ ఉండవు సగం దరిద్రాలు ఉండవు లైఫ్లో మిమ్మల్ని మీరు తెలుసుకోవడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ అండ్ సుఖం ఇంకా ఎందులో లేదు first try to know yourself so ఈ ఎక్సర్సైజ్ చేస్తే you can easily figure out what's bothering you what is your thinking process what's your thought process అని చెప్పి సో అది తెలియకుండా చాలామంది they go for external pleasures and temporary pleasures are temporary fixes అని చెప్పొచ్చు డాక్టర్స్ ఇట్లాగా వాళ్ళు ఇక్కడ ఏమవుతుందంటే underlying seed of the problem solve చేయరు ఊరికే మాస్క్లా చేస్తున్నారు ప్రాబ్లమ్ని ఎందుకు వస్తుంది it's a very very powerful question అని చెప్పొచ్చు నాకెందు నాకెందుకు ఇలా జరుగుతుంది ఎందుకు ఇది వస్తుంది అని ఒక ఆ సోర్స్ నుంచి కనిపెట్టడంలోనే పెద్ద పవర్ ఉంది అండ్ దాన్ని మాత్రం మనము మన అబ్జర్వేషన్ స్కిల్తో మనం దాన్ని బాగు చేస్తే your life will be beautiful so that's a thought that occur in my mind and దాని నుంచి మాట్లాడాలనుకున్నాను so observation is power so exercise చేయండి and let me know what you think in the comments thank you everyone for your listening and keep smiling